నైట్ పన్నెండు గంటల రాత్రి పన్నెండు గంటల సమయంలో మా దొడ్లోకి గొర్రెలు గొర్రెల దొడ్లోకి కుక్కలు ప్రవేశించి పదమూడు గొర్రెలని పిల్లలని కొరికేసినాయి డంపింగ్ డంపింగ్ యార్డ్ వల్ల మాకు చాలా సమస్యగా మారింది కుక్కల బెడద ఇంతకుముందు జరిగిందా ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం గొర్రెల వల్లనే జీవనాధారం ఉంది కాబట్టి మాకు ప్రభుత్వం తరఫున మాకు ఏమన్నా నష్టపరిహారం కావాలని కోరుకుంటున్నాం మొత్తం ఎన్ని ఇప్పుడు ఎన్ని పిల్లలు ఉన్నాయి పెద్ద మొత్తం పదమూడు పిల్లలు పదమూడు పిల్లలు పదమూడు పిల్లలు ఉన్నాయి అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత మాకు ఇదే జీవనాధారం కాబట్టి